క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములు నా హృదయపూర్వక వందములు తెలియజేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతిరోజు మీతో కూడా వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్నిచ్చి మీ ప్రతి ఒక్కరితో కూడా దేవుని యొక్క వాక్యాన్ని స్పెషలీ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామములకు ప్రతి పట్టణాలకు అందించే భాగ్యాన్ని ఇచ్చిన దేవుడికి నేను మహిమపరుస్తున్నాను దేవాది దేవునికి ఘనత మహిమ కలుగునుగాక హాలలోయ ఈరోజు ధ్యానించబోతున్న అంశం నిశ్చిగా మన జీవితంలో ఒక గొప్ప నూతన మలుపును ప్రభు కలుగజేయబోతున్నాడు మీరు నమ్మితే మీ జీవితంలో ఎంతటి భయంకరమైన పరిస్థితులైనా కావచ్చు ఎటువంటి కార్యములైనా కావచ్చు వాటన్నిటిని తలకిందులుగా మార్చి మీ జీవితంలో ఒక నూతనకరమైన కార్యాన్ని ఈరోజు మీరు చూడబోతున్నారు హాలలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన ధ్యానం కొరకై నూట ఏడవ కీర్తనలు ముప్పై ఐదో వాక్యాన్ని మీతో కూడా చదవాలని ఆశపడుతూ ఉన్నాను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చును అని చెప్పి ఎంత అద్భుతమైన వాగ్దానం ఈరోజు మనం చూడబోతున్నాం అలలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో ఎంతటి భయంకరమైన అరణ్యకరమైన పరిస్థితుల్లో నీ జీవితం మారిపోయి ఉండవచ్చు ఈరోజు నీ జీవితం ఎండిన నేలవలి అయ్యో నా జీవితం ఎందుకు పనికిరానిదిగా మార్చబడిందని చెప్పి ఒకవేళ నువ్వు హృదయంలో కృంగిపోయి దుఃఖముతో ఉండవచ్చు ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రత్యేకించి నీతోనే మాట్లాడుతూ ఉంది అరణ్యమైన నీ జీవితాన్ని నీటి మడుగుగా ఆయన మార్చబోతున్నాడు అంతేకాదు ఎండిపోయిన నీ బ్రతుకుని నా దేవుడు నీటి ఊటల స్థలముగా ఈరోజు మార్చబోతున్నాడు ఆమె హలలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో ఉద్యోగ అవకాశాలు కోల్పోయి వేదనతో చూస్తున్నావేమో నా జీవితం అరణ్యమయంగా మార్చబడి ఉంది ఎండిన నేల వలె నా జీవితం మార్చబడి ఉంది వ్యాపారంలో నష్టాలు అయ్యో నా జీవితంలో సమాధానం లేదు అయ్యో వివాహం ఇంకనూ గర్భఫలం లేదు అయ్యో నా పెళ్ళిడి వచ్చిన పిల్లలకు ఇంకా వివాహం కాలేదు నా బ్రతుకంతా అరణ్యంగా మార్చబడి ఉంది అయ్యో నా జీవితం అంతా ఎండిన నేల వలె మార్చబడి ఉంది అని చెప్పి ఒకవేళ వేదనతో ఉన్నావేమో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో అయ్యో సొంతంగా ఒక చిన్న ఇల్లు కూడా నేను కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి అంగలార్పుతో వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో నీకే ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను నూట ఏడవ కీర్తనలో ముప్పై ఐదవ వాక్యం సెలవిచ్చిన రీతిగా నా దేవాది దేవుడు ఈ కార్యక్రమం ద్వారా నీ అరణ్యపు జీవితాన్ని నా దేవుడు నీటి మడుగుగా మార్చబోతున్నాడు ఎండిపోయిన నీ జీవితాన్ని నా దేవుడు నీటి ఊటల స్థలముగా మార్చబోతున్నాడు హాలేలుయా నా ప్రియ సహోదరి సహోదరుడా బైబిల్లో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఆ వ్యక్తి యొక్క జీవితం ఎటువంటి ఎంత భయంకరమైన అరణ్య జీవితముగా ఎంతటి భయంకరమైన ఎండిన నేలగా అతని జీవితం మార్చబడి ఆ తరువాత అతని యొక్క జీవితంలో దేవుడు ఒక మలుపును తీసుకుని వచ్చి అతని జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఎంతగా హెచ్చించి దీవించాడో ఈరోజు మీకు చెప్పి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ వ్యక్తి పేరు మెఫిబోషేత్ ఈ మెఫిబోషేత్ ఎవరు ఇతని యొక్క జీవితం ప్రారంభం ఏ విధంగా ఉన్నది ఆ తరువాత ఏ విధంగా మార్చబడింది ఆ తరువాత దేవుడు అతని జీవితంలో ఎంత గొప్పగా ఆశీర్వదించి హెచ్చించాడో మీతో కూడా పంచుకొని దేవుని యొక్క వాక్కు ఈరోజు నీ జీవితంలో ఒక మలుపుని తీసుకురావాలని చెప్పి ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుడినితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మొఫీబేషత్ ఎవరు ఎవరు మనందరికీ తెలుసు ఇస్రాయేలు దేశమునకు మొట్టమొదటి రాజు సౌలు రాజు ఆ సౌలు యొక్క కుమారుడు యోనాథాను యోనాథాన్ అంటే ఆ దేశమంతా ప్రతి ఒక్కరికి ఒక మంచి గౌరవం మర్యాద ఉండేది నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ యోనాథాన్ యొక్క కుమారుడు పేరే మెఫీబోషేత్ ఇస్రాయేలు రాజ్యానికి గొప్ప రాజుగా ఉన్న సౌలు యొక్క రాజవంశములో రాజభవనములో పుట్టిన మహా గొప్ప వ్యక్తి ఈ మొఫిబేషేత్ ఇతని యొక్క జీవితం అంతఃపురంలో పుట్టడం ఇతని యొక్క జీవితం అంతఃపురంలో జీవించడం అతని యొక్క జీవితం ఏ కొరత లేని సంతోషకరమైన ఆనందకరమైన జీవితం ఈ మెఫిబేషత్ యొక్క జీవితం నా ప్రియ సహోదరి సహోదరుడా అతడు పుట్టడం రాజభవనం అతడు జీవించడం రాజభవనంలో రాజవంశములో ఆశీర్వాదం ఉన్నతంగా దీవించబడిన ఒక వ్యక్తి ఈ వ్యక్తి యొక్క జీవితంలో అతని యొక్క చిన్న వయస్సు ఐదవ సంవత్సరములో బైబిల్లో చెప్పబడుతుంది ఐదవ సంవత్సరంలో ఒక భయంకరమైన కార్యం ఒక మలుపు అతని యొక్క జీవితంలో మార్చబడింది ఒక ఉన్నతమైన రాజవంశములు పుట్టిన ఈ వ్యక్తి యొక్క జీవితం రాజకుమారుడుగా రాజభోగములు అనుభవించి రాజ సౌకర్యముల చేత రాజ బల్ల దగ్గర భుజిస్తూ రాజ సంతోష సుఖములతో దీవించబడి ఆశీర్వించబడిన వ్యక్తి ఈ మెఫిబోషత్ యొక్క జీవితంలో తన యొక్క ఐదవ సంవత్సరం అతని జీవితంలోనే ఒక భయంకరమైన వేదనకరంగా మార్చబడింది జరిగిన కార్యమేంటి అని అంటే ఇస్రాయేల్ దేశమునకు విరోధంగా ఫిలిస్తీయులు యుద్ధానికి రావడం తద్వారా యుద్ధంలో ఒకే రోజు ఇస్రాయేల్ దేశమునకు రాజుగా ఉన్న సౌల్ చనిపోయాడు అదే రోజు సౌల్ యొక్క కుమారుడైన యోనాతాను చనిపోయాడు ఇకపైన ఆ యొక్క రాజ్యములు సౌలు కావచ్చు సౌలు యొక్క కుమారుడైన యోనాతాను కావచ్చు యోనాతాను యొక్క వంశంలో కూడా ఏ ఒక్కరు మిగలకూడదన్న వైరాగ్యంతో కసి పగతో ఉన్నారు ఫిలిస్తీయులు ఈ పగ వైరాగ్యముతో ఏ విధంగా నన్ను యోనాతాని యొక్క వంశంలో కూడా ఏ ఒక్కరు మిగలకుండా అందరినీ చంపాలని చెప్పి వైరాగ్యంగా వీరులుగా వస్తూ ఉన్నారు ఫిలిస్తూల సైన్యం నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్క రోజులోనే ఒక్క రోజులోనే మెఫిబేషత్ యొక్క జీవితం అంగలార్పు వేదంలోకి మార్చబడింది జరిగిన కార్యమేంటి యుద్ధంలో సౌలు యోనాతాను చనిపోయారు ఆ యొక్క విషయం ఎప్పుడైతే ఇస్రాయేల్ దేశంలో ప్రజలకు తెలిసిందో వెంటనే రాజభవనంలో భయంకరమైన దుఃఖం వేదన అంగలార్పు ఏర్పరచబడ్డాయి ఆ తరువాత జరిగిన కార్యాన్ని నేను ఊహపూర్వకంగా చెబుతూ ఉన్నాను యోనా తన భార్య రాజ వంశములో ఉన్న రాణులు వారందరూ కలిసి ఆ యొక్క యోనాథాన్ని అందంగా ఉన్న బిడ్డ సుఖభోగంగా పుట్టిన బిడ్డ సుఖభోగంగా జీవించి రాజభవనంలో ఉన్న ఒక వ్యక్తి మెఫిబోషేత్ ఐదు సంవత్సరముల ఆ యొక్క కుమారుని తీసుకొని యోనాథాన్ యొక్క భార్య తీసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ పని చేస్తున్న ఒక సాధారణమైన ఒక దాది పనిగత్తే ఆమె చేతిలో పెడుతూ ఉంది ఎట్లయినను మెఫిబోషేత్ని కాపాడండి రాజైన సవులు చంపేశారు రాజకుమారుడైన యోనాతాన్ని చంపేశారు యోనాతాని యొక్క కుమారుడైన మెఫిబోషేత్ను కూడా చంపేస్తారు రాజవంశంలో ఎవరిని మిగల్చకుండా అందరినీ చంపాలని పగతో వైరాగ్యంతో ఉన్నారు ఫిలిస్తీన్లు వారందరూ కలిసి ఏకదాటిగా ఇప్పుడు రాజభవనముకు విరోధంగా వస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఫిలిస్తీన్లు మెఫిబోషేత్ను కూడా చంపేస్తారు కాబట్టి యోనాథన్ యొక్క కుమారుడైన మెఫిబోషేత్ని నీవే కాపాడాలని చెప్పి నేను ఊహిస్తూ ఉన్నాను యోనాథను భార్య ఒకవేళ ఆ యొక్క రాజ్యంలో ఉన్న రాణులు వీళ్ళంతా వారి చేతిలో ఉన్న ఆభరణాలు కావచ్చు డబ్బు ఆభరణాలు బంగారు అన్నిటిని కూడా తీసి ఆ దాది యొక్క చేతిలో పెట్టి ఎట్లయినను యోనాథన్ యొక్క కుమార్ని కాపాడండి బ్రతికించండి అని చెప్పి ఒకవేళ చెప్పి ఉండవచ్చు పనిగత్తే దాదిగా ఉన్న ఈ సహోదరి ఆమె ఎట్లయినాను సరే యోనాతాను కుమారుడైన మఫిభవిష్యత్తుని కాపాడాలని చెప్పి రాజవంశీయుడైన ఈ యొక్క మఫిభవిష్యత్తును కాపాడాలన్న ఉద్దేశంతో తన రెండు చేతులతో అట్లే మోసుకుంటుంది రెండు చేతులతో మోసుకొని ఎక్కడ ఫిలిస్తీన్లు ఎక్కడ ఈ మఫిభవిష్యత్తును కూడా చంపేస్తారని చెప్పి వాళ్ళు రాక మునిపే ఎట్లయినాను సరే ఈ యొక్క ఎరోషల్యమును విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలని చెప్పి పారిపోవాలని చెప్పి తన యొక్క రెండు చేతులతో మోసుకుంటూ మఫిభవిష్యత్తు ఐదు సంవత్సరముల బిడ్డ రాజభవనంలో సుఖభోగంగా పుట్టి పెరిగిన ఈ వ్యక్తి భవిష్యత్తు మోసుకుంటూ వెళ్తుంది పనిగెత్తైన దాది అట్లే వేగంతో పరిగెడుతూ ఉండగా ఆ వేగంతో పరిగెడుతూ పరిగెడుతూ ఉన్నప్పుడు తన యొక్క కాలు స్లిప్ అయ్యింది నేను అనుకుంటున్నాను ఎక్కడో ఒక మెట్ల దగ్గర ఒక రాళ్ళ దగ్గర ఎక్కడో తన యొక్క కాలు స్లిప్ అయ్యింది తగులుంటుంది ఆ వేగంలో పరిగెడుతూ ఉన్నప్పుడు ఒక క్షణములో ఆ సహోదరి దాది పనిగత్తే అట్లే కింద అట్లే పడిపోయింది నా ప్రియ సహోదరి సహోదరుడా ఎంత వేగంతో పరిగెత్తిందో నాకు తెలియదు కానీ ఆ వేగంలో పరిగెత్తిన ఆమె కాళ్ళు జారి కాళ్ళు బెణికి కాళ్ళు స్లిప్ అయి ఆమె ఎప్పుడైతే కింద పడ్డదో చేతులు మోసుకొని వెళ్తున్న మొఫిబేషేతు అట్లే కింద పడ్డాడు కింద పడినప్పుడు మెఫిబోషత్ యొక్క రెండు కాళ్ళల్లో భయంకరమైన గాయాలు రక్తం రక్తంగా కారుతూ ఉంది ఒక ప్రక్క పనిగతైన దాది ఎట్లయినను రాజకుమారుడు రాజవంశీయుడు ఇతన్ని కాపాడుకోవాలని చెప్పి ఓ ప్రక్క రక్తం కారుతూ ఉన్నా ఓ ప్రక్క భయంకరమైన గాయాలు రెండు కాళ్ళలో ఏర్పడి ఉన్నా ఎట్లయినను తను కాపాడుకోవాలని చెప్పి రెండు చేతులు తట్లే మోసుకొని పరిగెడుతూ ఉంది మరలా నేను ఊహిస్తూ ఉన్నాను తన భుజం పైన పెట్టుకొని మోసుకుంటూ పరిగెడుతూ ఉంది పరిగెడుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిలిస్తీన్ చేతుల్లో మఫిభవిష్యత్తు దొరకకూడదు చిక్కకూడదు యోనాతాను కుమారుడు రాజవంశీయుడు ఎట్లయినను అతని కాపాడుకోవాలని చెప్పి పరిగెడుతూ ఉంది పరిగెడుతూ ఉంది అక్కడ పరిగెత్తిన ఆమె జీవితం భయంకరమైన ఎండిన నేల అని పేరుగాంచిన లోదేబార్ అనే ఒక ప్రాంతం వరకు ఆ ఆ వ్యక్తిని తీసుకువెళ్ళింది నా ప్రియ సహోదరి సహోదరుడా ఎరుషలేములో సుఖభోగముగా జీవించిన మెఫిబేషత్ యొక్క జీవితం ఎరుషలేం అనే సంతోషములు ఎరుషలేం అనే సమాధానములు ఐశ్వర్యంగా ఆశీర్వాదకరంగా రాజవంశీయుడుగా గంభీరంగా సుఖభోగంగా జీవించిన మెఫిబేషత్ యొక్క జీవితం తన ఐదవ సంవత్సరములో జరిగిన భయంకరమైన కార్యం ఆ యుద్ధంలో సౌలు చనిపోయి సౌలు కుమారుడైన యోనాతాను చనిపోయి ఎక్కడ యోనాతాను కుమారుడైన మఫిభవిష్యత్తును కూడా చంపేస్తారన్న వేదన భయంతో ఎట్లయినను మఫిభవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి ఈ భవిష్యత్తుని ఆ దాది ఎట్లయినను కాపాడుకొని మోసుకొని వెళ్ళింది కాలు జారి భయంకరమైన రెండు గాయాలు కాలల్లో రెండు ప్రక్కన గాయాలు రక్తం కారుతూ ఉంది ఓ ప్రక్క కండరాలు నరాలతో సహా బయటకు వచ్చేసింది ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు అయినా కూడా ఎట్లయినను రాజవంశీయుని కాపాడుకోవాలని చెప్పి పరిగెత్తిన ఆ పరుగు ఎరుషలేములో నుండి ఎండిన నేల అని చెప్పే పేరుగాంచిన లోదేబారు ప్రాంతానికి వెళ్ళి అక్కడ మాకీర్ అని చెప్పే ఒక వ్యక్తి దగ్గర అతన్ని బాధ్యతను అప్పగించింది ఇతడు రాజవంశీయుడు ఇతడు యోనాథాని యొక్క కుమారుడు ఇతన్ని కాపాడవలసిన బాధ్యత మీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఒక సాధారణమైన వ్యక్తి మాకీరు చేతుల్లో అప్పగించింది నా ప్రియ సహోదరి సహోదరుడా లోదేభార్ అనే ఈ ప్రాంతం అది ఎంత భయంకరమైన ప్రాంతం అంటే ఎండిన స్థలం అనే ఆ ప్రాంతానికి పేరు అతడు పుట్టింది ఎరోషలేములో అతను పుట్టింది సంతోషం సమాధానం కలిగిన ఎరోషలేం ఇప్పుడు అతడు వేదనకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు తీసుకు స్థలం ఎండిన భూమి లోధేబార్ అనే ప్రాంతం అతడు ఉంటున్న స్థలం మాకిర్ అనే ఒక వ్యక్తి దగ్గర అతడు దాసుడుగా ఉంటున్నాడు ఎంత వేదనకరమైన విషయం అంటే ఈ రెండు కాలు భయంకరమైన గాయాలు చేత రక్తం కారుతూ ఉంది పలు వైద్యాల దగ్గర చూపిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో రెండు కాళ్ళను ఏ విధంగానూ బాగు చేయాలని చూశారు కానీ ఎన్ని ప్రయత్నం చేసినా జరగలేదు తద్వారా ఈ మెఫిబేషత్ యొక్క జీవితం అంగవైకల్యంగా మార్చబడింది రెండు కాళ్ళు అవిటికాలుగా మార్చబడ్డాయి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మెఫిబోషత్ యొక్క జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తేనే మన గుండెలు తరుక్కుపోతున్నాయి రాజవంశములో పుట్టిన వ్యక్తి రాజభవనములో సుఖభోగంగా జీవించిన వ్యక్తి అతని ఐదవ సంవత్సరంలోనే అతని జీవితమే వేదనగా మార్చబడింది అతను కింద పడడం రెండు కాళ్ళు అంగవైకల్యం ఒక ప్రక్క రాజవంశమనే గౌరవాన్ని కోల్పోయాడు రాజవంశస్థుడనే మర్యాద ఘనతను కోల్పోయాడు అంతేకాదు మరో ప్రక్క రాజవంశంలో సుఖభోగంగా జీవించిన జీవితాన్ని కోల్పోయాడు ఇప్పుడు మాఖీరింటి దగ్గర వేదనతో జీవిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఎంత వేదనకరమైన పరిస్థితి అంటే ఎండిన నేల స్థలం అని చెప్పి పేరుగాంచిన లోధిభార్ మేత లేని స్థలం అని మరి పేరు కూడా ఉంది ఒక పిడికిడి అన్నం కొరకు ఆ యొక్క మఫిబేషత్ యొక్క జీవితం ఎన్ని వేదనలు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో తెలుసా రాజవంశస్థుడైన ఈ మఫిభోషత్ యొక్క జీవితం ఈరోజు వేదనకరమైన పరిస్థితుల్లో ఆ యొక్క మాకిరి ఇంటి దగ్గర దాసుడుగా ఉన్నాడు దాసుడుగా పనిచేస్తున్నాడు రెండు కాళ్ళు అవిటి కాళ్ళండి ఓ ప్రక్క రెండు కాళ్ళు బాగున్నా పర్వాలేదు ఏదో ఒకటి సంపాదిస్తూ చేయొచ్చు రెండు కాళ్ళు అవిటి కాళ్ళు అయిపోయాయి అతని జీవితంలో ఒకటి వెనక ఒకటి భయంకరమైన అంధకారమైన జీవితంగా మార్చబడింది రాజవంశంలో పుట్టి పెరిగిన ఈ వ్యక్తి యొక్క జీవితం అంగవైకల్యం చేత ఒక సాధారణమైన పేదవాణి యొక్క జీవితంలో పిడికిడ అన్నం కోసం వేదనతో దాషుడుగా జీవిస్తూ పిడికిడ అన్నం కోసం అవమానాలు నిందలు మోసుకుంటూ వేదనతో బ్రతికాడు ఈ బ్రతుకు ఎంత కాలమో తెలుసా బైబిల్లో చెప్పబడుతుంది సుమారు ఇరవై సంవత్సరముల పైబడే ఇరవై సంవత్సరములు పైబడిన కాలం వరకు అతడు అంగవైకల్యంతోనే రెండు కాళ్ళు అంగవైకల్యంతోనే జీవిస్తున్నాడు ఇరవై సంవత్సరముల పైబడి అతని జీవితంలో దాసుడుగానే ఉంటున్నాడు ఇరవై సంవత్సరముల వరకు అతని యొక్క బ్రతుకంతా భయంకరమైన లోదేబార్ ప్రాంతంలో ఎండిన స్థలమై ఉన్న అతని జీవితం అతని మేతలేని స్థలములు సరైన ఆహారం ఉండదు సరైన వేదనకరమైన జీవితాన్ని అవమానాలతో నిందలతో వేదనతో బ్రతుకుతూ ఉన్నాడు అతను చూసేవారంతా అంగవైకల్యంతో చూస్తూ ఉన్నారు అతనికి ప్రతిరోజు అవమానం నిందలు ఎదుర్కొంటూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి ఊహించి చూడండి రాజవంశీయుడు ఎక్కడ ఈరోజు ఆ రాజవంశీయుడు ఒక పేదవాడిగా పిడికడ అన్నం కోసం ఎంత వేదన పడి జీవిస్తూ ఉన్నాడో ఒక్కసారి గ్రహించినట్లయితే అతని యొక్క జీవితం ఎంత వేదన పడ్డాడో మీకు అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను ఆ మాకీరు ఆ యొక్క కుమారుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పటి నుండే చెప్పి ఉంటాడు అయ్యా మెఫిబోషేతు నువ్వెవరివో తెలుసా నువ్వెవరివో తెలుసా నీవు సౌలు యొక్క రాజ్యంలో పుట్టినవాడివి సౌలు యొక్క మనవడివి యోనాథాని యొక్క కుమారుడివి మహాఉన్నతమైన యోనాథాని యొక్క కుమారుడివి కానీ ఏం ప్రయోజనం ఈరోజు నీ జీవితం లోదేబార్లో నీ జీవితం ఉంటుంది ఎంత వేదనకరంగా నీ బ్రతుకు బ్రతుకుతూ ఉన్నావు అయ్యో నిన్ను ఆ యొక్క రాజభవనంలోనికి నిన్ను తీసుకువెళ్ళలేము ఎందుకో తెలుసా రాజభవనంలోకి నిన్ను తీసుకువెళ్ళాలంటే ఇంక అంతే సంగతులు ఆ కాలంలో ఏం జరుగుతుందో తెలుసా ఒక రాజ్యం మరొక రాజ్యాన్ని ఓడించిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న వంశాన్ని వంశాన్ని పరిపూర్ణంగా చంపేస్తూ ఉంటారు వేరొక రాజు ఆ రాజ్యంలో సింహాసలో కూర్చున్నా సరే వారేం చేస్తారు ఆ ప్రాంతంలో ఉన్న భూములతో సహా వాళ్ళు ఆక్రమించుకుంటారు ఆ వారి యొక్క రాజ్య వంశంలో ఎవరిని ఉండనివ్వకుండా అందరినీ చంపేస్తారు దీనికి భయపడే యోనాతాని కుమారుని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రాజవంశానికి తీసుకువెళ్ళలేక ఆ యొక్క పూరిగుడిసెలో వేదనకరమైన జీవితాన్ని ఎండిన ఆ యొక్క భూమిలో మేతలేని స్థలంలోనే ఆ యొక్క మెఫిభవిష్యత్ యొక్క జీవితాన్ని సుమారు ఇంచుమించు ఇరవై సంవత్సరాల భయపడిన కాలం అక్కడ వేదనతోనే జీవిస్తూ ఉన్నాడు ఇంతటి వేదనకరమైన జీవితముని జీవిస్తూ ఉన్న ఈ మెఫిభేషత్ యొక్క జీవితంలో నేను ప్రకటిస్తున్న నా దేవుడు నా యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన మలుపుని తీసుకువచ్చాడు అతని యొక్క జీవితాన్ని ఎంత ఆశ్చర్యకరంగా మలుపుని తీసుకుని వచ్చి నడిపించాడు ఎంత ఉన్నతంగా దీవించాడన్నది ఈరోజు మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో కూడా అయ్యా నా జీవితంలో ప్రారంభంలో ఎంత ఉన్నతంగా జీవించేవాడిని కానీ నా జీవితంలో వ్యాపారంలో నష్టాల వల్ల ఉద్యోగాలు కోల్పోవడం వల్ల అయ్యో భయంకరమైన వేదనకరమైన బానిష బ్రతుకు బ్రతుకుతూ ఉన్నాం అన్నిటిని కోల్పోయాం ఆస్తులు కోల్పోయాం వ్యాపారాలు కోల్పోయామని చెప్పి ఒకవేళ అనేక సంవత్సరాల కన్నిటితో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో నీకు ఒక శుభవార్తని చెప్పాలనే దేవుడు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు సుమారు ఇరవై సంవత్సరాల పైబడిన కాలం మేత లేని స్థలములో ఎండిన భూమిలో నివసించిన లోదేబారు ప్రాంతంలో ఉన్న మెఫిబేషేత్ యొక్క జీవితం అంగవైకల్యముతో కన్నీలతో అవమానముతో నిందలతో వేదనతో ఉన్న ఈ మెఫిబేషేత్ యొక్క జీవితాన్ని నా దేవుడు ఎంత మలుపు తీసుకుని వచ్చి ఎంతగా ఆశీర్వదించాడో మీకు చెప్పబోతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ కార్యాన్ని మీరు క్లుప్తంగా మీరు వినగలిగితే శ్రద్ధగా మీరు వినగలిగితే నిశ్చయంగా మీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని నా దేవుడి వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి మీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు అల్లేలోయా ఏ నిరీక్షణ లేని ఈ యొక్క మెఫిబేషన్ యేసుశిత జీవితం ఏ విధంగా మలుపు తిరిగిందో క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఇస్రాయిల్ దేశములకు విరోధంగా ఫిలిస్తీన్లు యుద్ధం చేశారు తద్వారా ఆ యొక్క రాజైన సౌలుని యోనాథని చంపేశారు ఆ తర్వాత ఇస్రాయిల్ దేశమునకు సౌల్ యొక్క మరొక కుమారుడైన ఇష్వాషేత్ అనే ఒక వ్యక్తి రాజుగా పరిపాలన చేశాడు అతను రెండు సంవత్సరాలు పరిపాలన చేసిన కాలం ముగించబడిన తరువాత నా దేవుడు ముందుగా ఏర్పరచుకున్న దావీదును రాజసింహాసనంలో కూర్చోబెట్టాడు దావీదు రాజసింహాసనంలో కూర్చుని రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు రాజుగా పరిపాలన చేస్తూ చుట్టుప్రక్కల అన్ని దేశాలు వారిని గడగడలాడించాడు శత్రు సైన్యాన్ని గడగడలాడించి చుట్టుప్రక్కల దావీదు మహారాజంటే ఒక ఉన్నతమైన మహారాజు అనే స్థాయికి దావీదు ఒక ఉన్నతంగా హెచ్చింపబడ్డాడు హెచ్చింపబడి ఆశీర్వాదకరంగా ఉన్న సమయంలో ఒకరోజు ఒకరోజు అంటే ఇంచుమించు నేను అనుకుంటున్నాను ఇవంతా ఇరవై సంవత్సరాలు పైబడి అవుతుంది ఈ కాలంలో దావిది యొక్క మనస్సులో నా దేవుడు ఒక ఆలోచన వెతుతూ ఉన్నాడు నా దేవుడు దావిది యొక్క హృదయంలో ఒక ఆలోచన వెతుతున్నాడు దావిదు దావిదు నీ ప్రాణానికి ప్రాణ స్నేహితుడు యోనాతానను గుర్చి ఏ రోజు కూడా నువ్వు ఆలోచించలేదే నీకు రాజ్యాధికారం వచ్చింది సింహాసనం వచ్చింది ఇంత అధికారం నేను నీకు ఇచ్చాను నీ ప్రాణ స్నేహితుడైన యోనాథాను గురించి ఏ రోజు నువ్వు ఆలోచన చేయలేదే అని చెప్పి ఒక చిన్న ఆలోచనని దావిది యొక్క హృదయంలో దేవుడు విత్తాడు తద్వారా దావీదుకు అకస్మాత్తుగా యోనాథాను గుర్తుకొచ్చాడు దావీదు తన రాజ్యములోని తన సైనికులందరినీ పిలిపించాడు పిలిపించి యోనాథాను నిమిత్తం సౌలు యొక్క వంశంలో ఎవరైనా మిగిలి ఉన్నారా నా ప్రాణానికి ప్రాణ స్నేహితుడైన యోనాథాను నిమిత్తం ఆ కుటుంబంలో నేను ఎవరికైనా ఉపకారం చేయుటకు మేలు చేయుటకు ఎవరైనా మిగిలి ఉన్నారా అని చెప్పి ఆ యొక్క సైనికులతో అడిగాడు ఆ సైనికులు అన్నారు అయ్యా మన రాజ్యంలో సౌలు యొక్క కుటుంబంను గురించి తెలుసుకోవాలంటే షీబాన్ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని పిలిపిస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా సౌలు యొక్క వంశంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అన్నది విషయాలు డీటెయిల్స్ అన్నిటిని ప్రతి సమాచారమును అతడు మనకు చెప్పగలడని చెప్పి అన్నారు వెంటనే పని వాళ్ళను దావీదు పంపించాడు వెంటనే పనివారు వెళ్ళారు షీబా అనే వ్యక్తిని తీసుకొచ్చారు ఈ షీబా ఎవరు అని అంటే సౌలు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు సౌలు యొక్క రాజ్యంలో సేవకుడుగా పనిచేసిన ఒక వ్యక్తి సౌలు యొక్క సమస్త కార్యాలు ఎరిగిన ఒక వ్యక్తి షీబా అనే ఈ వ్యక్తి ఈ వ్యక్తి దావిది ముందుకు వచ్చినప్పుడు యోనాతాను బట్టి నేను ఆ యొక్క సౌలు యొక్క కుటుంబానికి ఉపకారం చేయడానికి సౌలు యొక్క కుటుంబం ఎవరైనా మిగిలి ఉన్నారా అని చెప్పి షీబాను దావీదని అడిగాడు దావీది అడిగిన వెంటనే షీబా అన్నాడు రాజా యోనాథాన్ యొక్క కుమారుడైన మెఫిబోషేత్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని కాపాడాలన్న ఉద్దేశంతో దాది అతని మోసుకు వెళుతూ ఉన్నప్పుడు ఆమె కాళ్ళు కింద జారి బెనికి కింద పడినప్పుడు ఆ యొక్క మెఫిబోషేత్ ఐదు సంవత్సరముల బిడ్డ కింద పడడం వల్ల రెండు కాళ్ళకు గాయాలై అవిటి కాలుగా మార్చబడ్డాడు ఆ వ్యక్తి ఇప్పుడు ఎరుశల్యములో నుండి లోదేవారు ప్రాంతంలో దూరమైన ప్రాంతంలో ఉన్నాడు ఎక్కడ ఫిలిస్తీన్లు యోనాతన్ యొక్క కుమారుడైన మెఫుబేషత్ను కూడా చంపేస్తారన్న భయంతో దాది చేతులు అప్పగింపబడి ఇప్పుడు మాకీరింటు దగ్గర ఉన్నాడు అని చెప్పి షీబా విషయాన్ని చెప్పాడు వెంటనే దావీదు కొంతమంది పనివారిని పంపించి మీరు వెళ్ళి లోదేబారులో ఉన్న మాకిరింటి దగ్గరకు వెళ్ళి మఫిబేషత్ని తీసుకురండి అని చెప్పి సైనికులను పంపించాడు సైనికులు వెళ్ళారు ఆ యొక్క మాకీరు ఇంటి దగ్గరకు వెళ్ళి తలుపు దడుతూ ఉన్నారు ఎవరు లోపల అని చెప్పి సైనికులు తలుపు దడుతూ ఉన్నప్పుడు తలుపు తెరిచాడు మాకీరు ఎవరండి మీరు అని అడిగాడు మేము రాజు యొక్క సైనికులం రాజు మెఫిబేషస్ని తీసుకురమ్మని చెప్పారు అని చెప్పి అన్నప్పుడు మాకీరుకు భయమైపోయింది ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను ఆ రోజుల్లో రాజవంశంలో ఏ ఒక్కరిని మిగలనివ్వరు వారి యొక్క భూములు వారి యొక్క సమస్తమును ఆ తరువాత రాజుకే అది చెందుతుంది కాబట్టి వారి వంశంలో ఎవరిని మిగల్చకుండా అందరిని చంపేస్తారు ఈ భయం కారణం వల్లే ఈ యొక్క భవిష్యత్తుని ఎరుశలేము నుండి లోదేబారికి తీసుకురాబడ్డాడు ఈ భయం వల్లే మాకీరు ఎవరికీ తెలియకుండా ఈ యొక్క మెఫిభవిష్యత్తుని పెంచుతూ ఉన్నాడు ఈ పరిస్థితుల్లో రాజు తీసుకురమ్మని చెప్పాడు అని చెప్పి ఈ మాట విన్నప్పుడు మాకిరికి భయం వేసింది అంతేకాదు మెఫిబేషత్ యొక్క హృదయంలో కూడా భయం వేసింది కానీ ఏం చేయగలం ఈ భయంలో కూడా సైనికులు మెఫిబోషత్ని రాజు తీసుకురమ్మని చెప్పారు కదా అని చెప్పి అతని మోసుకొని రాజభవనానికి తీసుకొచ్చారు ఇప్పుడు అతని జీవితం నా ప్రియ సహోదరి సహోదరుడా ఐదవ సంవత్సరములో ఎరుషోలేము నుండి అతడు లోదేబారు ప్రాంతానికి తీసుకువెళ్ళబడ్డాడు ఆ తరువాత ఇంచుమించు సుమారు ఇరవై సంవత్సరాల పైబడిన కాలం వరకు ఆ యొక్క ఎండిన భూమిలో జీవించిన మేతలేని స్థలంలో జీవించిన ఈ యొక్క మెఫిబోషత్ యొక్క జీవితం దాసుడుగా వేదనగా జీవించిన ఇతని యొక్క జీవితం తిరిగి మరల లోదేబార్ నుండి ఎరోషలేమికి మలుపును నా దేవుడు తీసుకుని రప్పించి తిరిగి ఎరోషలేమికి రప్పిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా జరిగిన కార్యం ఏంటో తెలుసా రాజు సింహాసనంలో దావీదు మహారాజు కూర్చోండగా ఆ యొక్క ప్రాంతానికి సైనికులు మొఫిభోషత్తును మోసుకుని వచ్చారు మోసుకుని వచ్చి అట్లే అతన్ని నేను అనుకుంటున్నాను రెండు కాలు అవిటి కాలు కదా అతను అట్లే కింద దిగబెట్టి ఉంటారు అతన్ని దిగబెట్టినప్పుడు మెఫిభోషత్ యొక్క రూపాన్ని చూసిన వెంటనే దావీదు యొక్క హృదయమే కరిగిపోయింది ఎందుకో తెలుసా మెఫిభోషత్ దగ్గరికి వస్తూ ఉండగా వస్తూ ఉండగా అతని ముఖాన్ని మెఫిభోషత్తుగా దావీదు చూడలేదు అతని ముఖాన్ని తన ప్రాణ స్నేహితుడైన యోనాతానుగానే చూశాడు మెఫిభవిష్యత్తునకు చూడలేదు తన ప్రాణ స్నేహితుడైన యోనాతానుగా చూస్తున్నాడు మెఫిభవిష్యత్తును చూడగానే దావిది యొక్క హృదయం బద్దలైపోయింది నువ్వేనా మెఫిభవిష్యత్తు నా ప్రాణానికి ప్రాణమైన నా స్నేహితుడైన యోనాతాను కుమారుడు నీవేనా అని అడిగినప్పుడు వణికిపోతూ వణికిపోతున్నాడు ఎక్కడ రాజు నన్ను చంపేస్తాడో అన్న భయంతో వణికిపోతూ ఉన్నాడు మెఫిభవిష్యత్తు నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ సమయంలో దావిదు ఒక మాట అన్నాడు మెఫిబోషత్తును చూసి మెఫిబోషత్తు భయపడకు భయపడకు భయపడకు మెఫిబోషత్తు నువ్వు భయపడకు నా ప్రియ సహోదరి సహోదరుడా యోనాతానుని అతనిలో చూశాడు తన ప్రాణానికి ప్రాణ స్నేహితుడైన యోనాతాన్ని భవిష్యత్తు రూపంలో చూశాడు నా ప్రాణ స్నేహితుని యొక్క కుమారుడు రెండు కాళ్ళు అవిటికలగా అలవాడు అయి ఉన్నాడే నా ప్రాణ స్నేహితుడే నీ యోనాథన్ యొక్క కుమారుడు మెఫిబోషేతు సుమారు ఇరవై సంవత్సరాల పైబడి ఎక్కడో లోదేవారు ప్రాంతంలో ఎండిన నేలలో మేతలేని స్థలములో దాసుడుగా బ్రతుకుతున్నాడే పిడికిడి అన్నం కోసం అతడు ఎంత వేదన పడ్డాడు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు ఎంత కష్టపడి ఉన్నాడు నా దాసుడు నా ప్రాణానికి ప్రాణ స్నేహితుడైన యోనాథాను కుమారుడని చెప్పి మెఫిభవిష్యత్తును చూసి అంటున్నాడు మెఫిభవిష్యత్తు నువ్వు భయపడకు ఇరవై సంవత్సరాల కాలం వరకు రాజవంశీయుడనే గౌరవాన్ని నువ్వు పోగొట్టుకున్నావు ఇరవై సంవత్సరాల కాలం నీ బ్రతుకు ఎండిన నేలగా మార్చబడింది ఇరవై సంవత్సరాల కాలం పిడికిడి అన్నం కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు ఎన్ని బాధలు అనుభవించావు ఎన్ని శ్రమలు అనుభవించావు రెండు కాళ్ళు అవిటి కలగాడవ గలవని రెండు కాళ్ళు అవిటి వాడవై ఎన్ని వేదలు అనుభవించావు మషిబోతు భయపడకు భయపడకు భయపడకు మెఫిబోషేతు నీ భవిష్యత్తు ఇకపై అంతేనా అని చెప్పి ఇకపైన ఎండిన నేలనా నా బ్రతకని చెప్పి భయపడకు ఇకపైన నా అంగవైకల్యంతో ఇకపైన నా జీవితం అంతా పిడికిన అన్నం కోసం ఇంకను నేను దాసుడిగా బ్రతకాలని చెప్పి భయపడకు మెఫుభవిష్యత్తు ఇప్పుడు నా కంటి చూపు నీ మీద పడింది మఫిబాషేత్ నా చూపు నీపై పడ్డది కాబట్టి ఇకపైన నువ్వు భయపడకు నీ జీవితంలో ఒక మలుపుడు కలిగించబోతున్నాను నా చూపు నీ పైన పడనంత వరకు నీ జీవితం ఎండిన నేలగా ఉంది నా చూపు నీ పైన పడకముందు నీ జీవితం అవిటికాలతో ఎందుకు పనికిరాని అవమానంతో వేదనతో దార్షుడుగా పిడికిడి అన్నం కొరకు వేదన పడ్డ రోజులు జీవించావు కానీ ఈరోజు నా చూపు నీపై పడ్డది నా చూపు నీపై పడ్డది కాబట్టి మొఫిబోషేతు నీ లైఫ్ నేను మారుస్తాను భయపడకు మెఫభవిష్యత్తు భయపడకు నీ జీవితాన్ని మారుస్తాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న నీతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీవు కూడా ఒకవేళ మెఫిభవిష్యత్తు వలె ఎండిన నేల వలె నా జీవితం మార్చబడి అవమానముల చేత నిందల చేత వేదన చేత నేను బ్రతుకుతున్నాను ఎప్పుడు ఈ దాస్యం నుండి నాకు ఒక విడుదల కలుగుతుంది ఎప్పుడు ఈ మేత లేని స్థలముల నుండి నా బ్రతుకు మారుతుందని చెప్పి వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావు కదా నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను మెఫిబేషత్ యొక్క జీవితం సుమారు ఇరవై సంవత్సరముల పైబడిన కాలం అతడు ఎరోషలేమునకు దూరంగా లోదేబారులో ఉన్నంతకాలం అతని జీవితం అంతా వేదన బాధలు అనుభవించాడు నిజం భవిష్యత్తు లేనివాడై నిరీక్షణ లేనివాడై అతని జీవితంలో కృంగిపోయింది నిజం కానీ ఎప్పుడైతే దావీదు చూపు మెఫీబోషేతు పైన పడ్డదు ఆ తరువాత మెఫీబోషేత్ యొక్క లైఫ్ మారింది అదే విధంగానే ఈరోజు ఈ టీవీ కార్యక్రమం ద్వారా నా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నా దేవుని యొక్క చూపు నీ మీద పడి ఉంది అల్లెలోయా నా ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పటి వరకు నీ జీవితం పలు రకాలుగా నిందలు అవమానాలు పొందుకున్నది చాలా గొడ్రాలైన నింద ఉద్యోగాలు లేకుండా ఇంకా అవమానాలు పొందుతూ ఇంకా నువ్వు వివాహం కలగలేదని చెప్పి నిందిస్తూ అనేకల చేత బాధింపబడి ఉన్నావు కదా దాసుడుగా జీవిస్తున్నావు కదా ఎండిన నేల నీ బ్రతుకు మార్చబడి ఉంది కదా ఈరోజు ఏసు నామంలో నీకు ఒక శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాను భయపడకో ఇప్పటి వరకు దావిదొక చూపు మెఫీబోషేతు పైన పడల అందుకే అతని జీవితం వేదనతో జీవించాడు కానీ ఈరోజు నీ జీవితంని దావిది యొక్క చూపు పడబోతుంది మెఫిబోషత్ని లైఫ్ మార్చడానికే దేవుడు దావిదిలో విత్తనం విత్తాడు మెఫిబోషత్ని రప్పించాడు దేవుడు మఫిబోషత్ యొక్క జీవితాన్ని మార్చడానికే దావిది హృదయంలో ప్రేరేపించాడు ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నేను ఒకే ఒక కార్యం చెప్పాలనుకుంటున్నాను ఒక దావిది చూపు మెఫిబోషేతు పైన పడడం ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చిందో మీకు చెప్పబోతున్నాను ఈరోజు అదే దేవుని యొక్క చూపు ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీపై పడుతుంది మీతోనే ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు భయపడకండి ఏ భయం చేత నువ్వు వేదనతో ఈ కార్యక్రమం చూస్తున్నావు నాకు తెలియదు ఏ భయం చేత ఆందోళన చేత నువ్వు కృంగిపోయి ఈ కార్యక్రమం నువ్వు వింటున్నావు నాకు తెలియదు ఒకటి మాత్రం నేను చెబుతున్నాను ఆయన చూపు రారాజైన మహారాజైన నా ఏసయ్య చూపు ఈరోజు నీపై పడ్డది నీ లైఫ్ను మార్చడానికి నీపై పడ్డది ఆ తరువాత మెఫిబోషత్ యొక్క జీవితం ఎంతటి మలుపులు తిరిగిందో చెప్పబోతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా రెండు సమయాల గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో ఏడో వాక్యం చెప్పబడుతుంది అందుకు దావీదు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నీకు నేను ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు యొక్క భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును హలోయా నా ప్రియ సహోదరి సహోదరుడా ఎప్పుడైతే దావి యొక్క చూపు మెఫీబోషత్ పైన పడ్డదో దావిదన్నాడు భయపడకు ఇప్పటి వరకు జీవించిన జీవితం చాలు సుమారు ఇంచుమించు ఇరవై సంవత్సరంలో భయ భయపడిన కాలం నీ బ్రతుకులు ఎన్నో అవమానాలు వేదనలు ఎదుర్కొంది చాలు ఇప్పుడు నా చూపు నీ పైన పడ్డది భయపడకు మెఫిబోషేత్తు ఈరోజు నేను నీకు ఇచ్చే ఆశీర్వాదం ఎంత హై లెవెల్లో ఉంటుందంటే ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది నీ పితరుడైన సౌలు యొక్క సమస్త భూములు నేను తిరిగి నీకు అప్పగింపబోతున్నాను హలెలుయా నా ప్రియ సహోదరి సహోదరుడా సౌలు యొక్క భూమి అంతయు తిరిగి మెఫిబేషత్ యొక్క చేతికి అప్పగించే రోజుని నా దేవుడిచ్చాడు ఎంత గొప్ప దేవుడయ్యా నా దేవుడు నీవు కోల్పోయిన వాటిని తిరిగిచ్చే దేవుడయ్యా నీవు కోల్పోయిన సమస్తమును నీకు తిరిగి ఇవ్వాలనే నా దేవుడు ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కోల్పోయిన ఉద్యోగం కావచ్చు నువ్వు కోల్పోయిన వ్యాపారం కావచ్చు నువ్వు కోల్పోయిన ఆస్తులు కావచ్చు నువ్వు కోల్పోయిన న్యాయమైన సమస్త కార్యాల్లో నా దేవుడు నీ పక్షమున నిలబడి నీవు కోల్పోయిన వాటిని నీకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు అందుకే నా దేవుని యొక్క చూపు ఈరోజు ప్రత్యేకించి ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా నీ మీద పడ్డది నీ మీద పడ్డది నా ప్రియ సహోదరి సహోదరుడా కోల్పోయిన వాటిని తిరిగిస్తున్నాడు ఎంత ఆశ్చర్యం అంటే మెఫిబోషత్ ఏం కోల్పోయాడు తెలుసా సౌలు యొక్క భూమి అంతే కోల్పోయాడు అంటే సౌలు రాజుగా ఉన్నప్పుడు రాజ్య పరిపాలన చేసినప్పుడు అతను ఏర్పరిచిన అతని దగ్గర ఉన్న సమస్త భూమి ఇస్రాయేల్లో ఉన్న సమస్త భూమి ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఉన్నాయి ఎవరెవరో పండించుకుంటున్నారు ఎవరెవరో అనుభవిస్తూ ఉన్నారు కానీ దావిదంటున్నాడు ఇకపై ఆ భూమి అంతా నీకు రాబోతుంది నువ్వు కోల్పోయిన ఘనత రాజవంశీయుడు అనే ఘనత నీకు మరలా ఇవ్వబోతున్నాను రాజు యొక్క భూమి ఎత్తు నీకు ఇవ్వబడుతుందంటే కారణం ఏంటి రాజు యొక్క ఘనత రాజవంశీయుడనే గౌరవం ఘనత నువ్వు కోల్పోయిన నీ గుర్తింపు నేను నీకు తిరిగి ఇవ్వబోతున్నాను మెఫిబోషేతు ఇప్పటి వరకు నీవు ఎండిన నేలలో జీవించావు ఇప్పటి వరకు మేతలేని స్థితిలో నువ్వు జీవించావు కానీ నా చూపు నీ పైన పడ్డది కాబట్టి నీవు కోల్పోయిన వాటిని నీకు నేను తిరిగి ఇవ్వబోతున్నాను నీ జీవితంలో ఒక లెవెల్ అయిన ఆశీర్వాదాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను హలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా మెఫిబోషేత్కు చెప్పాలంటే మన సాబిత అంటారు కదా మింగలేక కక్కలేక జీవించడం మెఫిబోషేత్ యొక్క జీవితం అట్లే ఉంది ఆ యొక్క మాకీర్ ఇంటి దగ్గర లోదేబార్ అనే ఎండిన నేలలో మేతలేని స్థలములో అతని బ్రతుకంతా మింగలేక కక్కలేక ఉన్నాడు మింగడం కక్కడం అంటే ఏంటి అర్థం అనుకుంటున్నారా అతడు రాజవంశీయుడని తెలిస్తే ఎక్కడ చంపేస్తారన్న భయం రాజవంశీయుడనే గుర్తింపును వదులుకున్నాడు రాజవంశీయుడనే ఆ యొక్క ప్రత్యేకమైన తనకు ఏర్పరచబడిన గుర్తింపును కోల్పోయి ఈరోజు లోదేబార్లో జీవిస్తున్నాడు అటువంటి జీవితాన్ని జీవించిన వ్యక్తిని నా దేవుడు చూశారా అతని కోల్పోయిన గుర్తింపుని తిరిగి ఇవ్వడానికి అతని కోల్పోయిన ఆస్తుని తిరిగి ఇవ్వడానికి దేవుడు దావిది యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు అతన్ని తిరిగి రప్పించాడు తిరిగి రప్పించి మొదటి ఆశీర్వాదం భయపడుకున్నాడు ఇకపైన నీ లైఫ్లో భయం అనేది ఉండకూడదు ఇరవై సంవత్సరముల కాలం వరకు నీ జీవితంలో భేదను ఎదుర్కొంది చాలు అవమానాలు ఎదుర్కొన్నది చాలు ఇకపైన నీ లైఫ్ మారబోతుంది నువ్వు భయపడవలసిన అవసరం లేదన్నాడు నెంబర్ టూ సౌలు యొక్క భూమి అంతయు సమస్త భూమి అంతయు నేను నీకు అప్పగించబోతున్నానని చెప్పి అన్నాడు మూడవ కార్యం ఉంది అదే నా హృదయాన్ని అట్లే అల్లాడించింది ఎందుక తెలుసా వాక్యంలో చెప్పబడుతుంది మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదవు హలలోయ ఎంత గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్ప ఆశీర్వాదం అంత మహా గొప్ప రాజైన దావిద్ అంటున్నాడు సౌలు యొక్క సమస్త భూమిని నేను నీకు తిరిగిస్తాను అంతేకాదు నీవు సదాకాలము నా బల్ల యుద్ధే నువ్వు భోజనం చేసినావు ఎంత గొప్ప ఆశీర్వాదం నా ప్రియ సహోదరి సహోదరుడా సాధారణంగా ఒక ఉన్నతమైన రాజ్య అధికారంలో ఉన్న ఒక వ్యక్తి తనతో కూడా తన రాజ బలలో కూర్చోబెట్టి భోజనానికి కూర్చోబెట్టి భోజనం ఒక్క పూట చేస్తే చాలయ్యా ఆ గౌరవమే వేరు అటువంటిది ఈ మఫుభషత్ యొక్క జీవితం చూసారా ఎక్కడో మేతలేని స్థలంలో ఉన్న అతని యొక్క జీవితాన్ని నా దేవుడు ఎంతగా అతని యొక్క జీవితంలో ఒక మలుపుని తీసుకుని వచ్చి తిరిగి అతను కోల్పోయిన ఆ యొక్క ఎరోషులమి జీవితానికి రప్పించి అతని జీవితంలో అతను కోల్పోయిన రాజవంశీయుడనే గుర్తింపును అతనికి కలిగింపజేసి అతను కోల్పోయిన భూముల్ని సమస్తమును అతనికి రప్పించేటట్లు చేసి అంతేకాదు అంతేకాదు రాజబళ్ళ యుద్ధ సాధారణమైన విషయం కాదండి ఇదంతా ఇది చెప్పడానికి నా హృదయమే భయపరిస్తుంది ఎందుకో తెలుసా ఇది ఒక సాధారణమైన విషయం కాదు మహారాజైన దావీదుతో కూడా రాజ భోజనం చేయడం రాజ బల్ల యుద్ధ భోజనం చేయడం అంటే అది సాధారణమైన విషయం కాదు అంత ఉన్నతమైన మహిమ అది కూడా ఒక్కరోజు రెండు రోజులు కాదు ఏదో ఒక విందు కొరకు వచ్చిన ఒక రోజు కాదు సదాకాలము నీవు నా బళ్ళ యుద్ధే భోజనం చేసేదమని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఎంతో గొప్ప ఆశీర్వాదం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా ఈ మలుపుని తీసుకురావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు నీవు కోల్పోయిన వాటిని నీకు తిరిగి ఇవ్వాలని నా దేవుడు కోరుకుంటున్నాడు నీకు ఆ ఘనతను మరలా ఇవ్వాలని దాన్ని నా దేవుడు కోరుకుంటున్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం ఊహించలేని విధంగా గొప్ప ఆశీర్వాదాన్ని నా దేవుడు మఫిబేషిత్ యొక్క జీవితంలో ఇస్తున్నాడు ఆ యొక్క డైనింగ్ టేబుల్ సదాకాలం రాజుతో కూడా భుజించడం అంటే అది సాధారణమైన విషయమా అది అంత గొప్ప ఘనత నేను ఊహించి చూశాను ఇది ఎట్లా సాధ్యం ప్రభు అని చెప్పి నేను అనుకుంటున్నప్పుడే దేవుడు అన్నాడు నా కుమారుడా నేను చేయదలిసిన కార్యాన్ని ఏ క్షణంలో అయినా ఎప్పుడైనా సరే సింపుల్గా చేసి ముగించేస్తాను అంతే వాటికంత టైం అంతా నేను తీసుకోను ఇమ్మీడియట్లీ అన్నిటి లైఫ్ను మార్చేస్తానంటున్నాడు నా దేవుడు నా ప్రియ సహోదరి సహోదరుడా అప్పటి వరకు మెఫీభవిష్యత్ యొక్క జీవితాన్ని కొంచెం నేను స్టడీ చేసినప్పుడు కొన్ని గంటలకు ముందు కొన్ని గంటలకు ముందు అతడు లోదేబార్లో ఉండేవాడు కొన్ని గంటలకు ముందు అతడు అవిటి గల గలవాడు కదా పిడికిడి అన్నం కోసం మాకిరి దగ్గర దాసుడుగా ఉన్న వ్యక్తి కొన్ని గంటల వరకు ఏ గుర్తింపు లేని వేదనకరమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి కొన్ని గంటల వరకు అతనికి ఏ ఆస్తి లేదు కొన్ని గంటల వరకు అతనికంటూ ఏ నిరీక్షణ లేదు కానీ కొన్ని గంటల్లోనే అతన్ని నా దేవుడు సింహాసనాన్ని దగ్గరికి తీసుకొచ్చాడు కొన్ని గంటల్లోనే రాజభవనానికి వచ్చాడు కొన్ని గంటల్లోనే రాజుతో కూడా భోజనం చేసే మహాగణతనిచ్చాడు కొన్ని గంటల్లోనే అతడు కోల్పోయిన రాజవంశీయుడైన గుర్తింపును పొందుకున్నాడు కొన్ని గంటల్లోనే అతని యొక్క జీవితంలో కోల్పోయిన రాజ సౌలు యొక్క భూమి అతని పేరులో రాయబడుతూ ఉంది ఎంత ఆశ్చర్యమయ్యా ఎంత ఆశ్చర్యమయ్యా నా దేవుడు చేసే గొప్ప కార్యాలు సాధారణంగా ఉండవయ్యా నా దేవుడు అమితంగా ఆశీర్వదించే గొప్ప దేవుడయ్యా ఈ టీవీ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా దేవుని చూపు ఈరోజు నీపై పడ్డది నీ లైఫ్ని టోటల్గా మార్చడానికి నీ జీవితాన్ని టోటల్గా మార్చడానికి నా దేవుని యొక్క చూపు ఈరోజు నీపై పడ్డది మెఫీ భవిష్యత్తు పైన పడ్డ దేవుని చూపు ఈరోజు నీ పైన పడి ఉంది నీ లైఫ్ని మార్చడానికి నా దేవుని చూపు నీ పైన పడింది కొద్ది గంటలకు ముందు ఏ నిరీక్షణ లేని జీవితం కొద్ది గంటలకు ముందు ఇక్కడ అన్నం కోసం దాసుడిగా పనిచేసిన వ్యక్తి కొద్ది గంటలకు ముందు ఎండిన నేల జీవితం కానీ దేవుని చూపు ఎప్పుడు పడ్డదో లైఫ్ మారిపోయింది జరిగిన కార్యాన్ని క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఈ మూడు ఆశీర్వాదాలు దావిద చెబుతూ ఉన్నాడు నెంబర్ వన్ ఇకపై నువ్వు భయపడవద్దు నీ జీవితాన్ని గురించి నిరీక్షణ లేని బ్రతుకును గురించి ఇకపై నువ్వు భయపడవద్దు నెంబర్ టూ సౌలు యొక్క సమస్త భూమి అంతయు నువ్వు కోల్పోయిన వాటిని అన్నిటిని నేను నీకు తిరిగిస్తున్నాను రాజు యొక్క గుర్తింపు రాజవంశీయుడనే గుర్తింపు నీవు తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు అంతేకాదు సదాకాలము నీవు నాతో కూడా భోజన బల్ల దగ్గర భోజనం చేయబోతున్నావు అని చెప్పాడు ఈ ఆశీర్వాదములు ఇచ్చిన తర్వాత ఏ శిబా అన్నాడు వెంటనే దావిదరాజు మహారాజు దగ్గరికి శివ పరిగెత్తుకుంటూ వచ్చాడు రాజా రాజా ఏంటి రాజా అన్నాడు వెంటనే దావిదరాజు అన్నాడు శివ ఇకపై నీ డ్యూటీ ఏంటో తెలుసా ఇంతకాలం నువ్వు సౌలు దగ్గర సేవకుడిగా పనిచేసావు కదా అదేవిధంగానే నీవును నీ కుమారులు మెఫీబోషేత్కు పని వాళ్ళుగా ఉండాలి నేను ఆజ్ఞ ఇచ్చేశాను సమస్తమును సౌలు యొక్క భూమి అంతయు మెఫీభోషేత్కు చెందింది ఇకపై ఆ యొక్క భూమంతా మెఫీభోషేత్కి చెందింది ఆ భూమినంతా నీవు నీ పిల్లలు వారందరూ పండించాలి అన్నిటిని పండించి అన్నిటిని చేసి సాగు చేసి సమస్తమును చేసి వాటిలో వచ్చే ప్రతి రూపాయిని మెఫీ భవిష్యత్తుకి నువ్వే ఇవ్వాలి పని చేయడం నువ్వే చేయాలి ఆ డబ్బును సమస్తమును చేర్చే బాధ్యత అంతా నీదే శివ అంత బాధ్యత నీ మీద అప్పగిస్తున్నాను అన్ని నీవు మెఫీ భవిష్యత్తుకి చేసి తీరాలి అన్నాడు ఒక్కసారి ఊహించి చూడండి ఈ కార్యమే నా హృదయాన్ని ఆలోచింపజేయలేని కార్యాన్ని నా మతిని కూడా మెంటల్ చేసే కార్యాన్ని రప్పిస్తుంది సుమారు ఇరవై సంవత్సరములు పైబడిన కాలం మాకీరు దగ్గర దాసుడుగా పనిచేసిన వ్యక్తి వ్యక్తి మఫిబోషేత్ అంగవైకల్యం చేత పిడికిన అన్నం కోసం అక్కడ ఇక్కడ అడుక్కు తిన్న వ్యక్తి ఈ మెఫిబోషత్ యొక్క జీవితం వేదనతో దాసుడుగా బ్రతికిన జీవితం ఈ మెఫిబోషత్ యొక్క జీవితం కానీ దేవుని యొక్క చూపు ఎప్పుడు పడ్డదో ఆ తరువాత ఈ మెఫిబోషత్కి పనివాడు షీబా అతను కుమారులు కూడా వీరంతా పనిచేసుకుని వచ్చి వాటిని సంపాదన అంతా మెఫిబేషత్కి ఇవ్వాలి ఎంత లగ్జరీ లైఫ్ అయ్యా మెఫిబేషత్ యొక్క జీవితం ఒక్క క్షణంలోనే నా దేవుడు ఎన్ని మలుపులు తీసుకుని వచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్క క్షణంలోనే నా దేవుడు మఫిబేషత్ యొక్క జీవితాన్ని ఎంత హై లెవెల్లోకి తీసుకొచ్చేసాడో చూసారా ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తుంది ఆలోచింపదగ్గ ఒక కార్యాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా అదే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అదే మహిమ కలిగిన క్రీస్తు యేసు నీతో మాట్లాడుతున్నాడు మెఫిబోషత్ పైన తన చూపు పడ్డది మెఫిబోషేత్ యొక్క జీవితమే మార్చబడ్డది అదేవిధంగా దేవుని చూపు నీపైన పడుతుంది ఈ కార్యక్రమం ద్వారా నీ లైఫ్ను మార్చడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు పరిస్థితులను చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు ఈరోజు కార్యమును చూసి నువ్వు దిగులు పడుతూ ఉన్నావు ఈరోజు యొక్క పరిస్థితులను చూసి నువ్వు భయపడుతూ వేదనతో నా జీవితం అంతా ఇట్లే జీవించాలని చెప్పి కృంగిపోతూ ఉన్నావు నో నో నిత్యముగా నీ బ్రతుకులో అన్లిమిటెడ్ ఆశీర్వాదాన్ని ఇచ్చే గొప్ప దేవుణ్ణి నేను ప్రకటిస్తూ ఉన్నాను ఒక మహా గొప్ప దైవాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను ఎక్కడో లోదాబార్లో ఉన్న జీవితాన్ని తిరిగి ఎరోషలేమికి రప్పించే దేవుని ప్రకటిస్తున్నాను ఎక్కడో దాసుడుగా బ్రతికిన బ్రతుకుని ఈరోజు రాజ గుర్తింపుతో రాజవంశుడైన గుర్తింపుతో అధికారము కలిగిన వాడై మహిమ కలిగిన మఫిబేషత్ యొక్క జీవితాన్ని చేసిన అదే దేవుని గురించి నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఇది జరుగుతూ ఉంది నేను ఊహించి చూశాను నేను ఊహించి చూశాను డైనింగ్ టేబుల్ రాజు యొక్క బల్ల రాజ భోజనపు బల్ల అంటే అది ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించి చూడండి అంగవైకల్యంతో కింద కూర్చొని ఎంత వేదనతో వేసిన చిన్న చిన్న మెతుకులు తినే వ్యక్తి దాసుడుగా మాకీరు దగ్గర దాసుడుగా చిన్న చిన్న పడే మెతుకులు తింటూ బ్రతుకుతూ నిరీక్ష లేని పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తిని నా దేవుడు రాజభవనంలో రాజభోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టినప్పుడు నేను కొంచెం ఊహించి చూశాను ఈ మెఫిబోషేత్తు రాజ బల్ల దగ్గర కూర్చొని అట్లే తన కాలు చూసుంటాడు తన కాలు చూసుంటాడు చూసి ఈ అవిటివాడికేనా ఇంత భోగం ఈ అవిటి కలగలవాడా ఇంతగా ఆశీర్వాదం ఎందుకు పడికరాని లోదాబార్లో జీవించిన నాకా ఇంత గొప్ప ఐశ్వర్యం ఇంత గొప్ప ఘనత ఇంత గొప్ప మహిమ కలిగిన స్థానం పిడికడు అన్నం కోసం నేను ఎన్ని కష్టాలు అనుభవించాను ఎన్ని బాధలు పడ్డాను ఈరోజు నా దేవుడు నన్ను ఇంత మహిమ కలిగిన స్థానంలో కూర్చోబెట్టాడే రాజులతో కూడా భోజనం చేసే ఒక గొప్ప ధన్యతను నాకు ఇచ్చాడే నేను కోల్పోయిన అంతా నాకు ఇచ్చాడే అని చెప్పి తన్ను తాను ఊహించుకుని ఉంటాడు తన కాలును చూస్తుంటాడు ఈ అవిటివాడికేనా అంత పరిస్థితి ఇంత ఘనతను దేవుడిచ్చాడని చెప్పి అట్లే తను తాను చూసుకుంటూ నా దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా అని చెప్పి దేవుని స్థుతించుంటాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మఫిభవిష్యత్ యొక్క జీవితంలో ఒక చిన్న రహస్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఈ మెఫిబోషెత్ ఐదు సంవత్సరముల వరకు రాజభవనంలో రాజవంశీయుడిగా యోనాతాను దగ్గర పెంచబడ్డాడు యోనాతాను గురించి మీరు బైబిల్లో మీరు స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది దావిద లాంటి వారిని కూడా దేవునిని బట్టి ధైర్యపరిచిన వ్యక్తి యోనాతాను దేవునిని బట్టి ధైర్యపరిచి దేవునిని బట్టి సమస్తమును జరిగించిన వ్యక్తి యోనాతాను అటువంటి యోనాతాను తన కుమారుడైన మెఫిబోషేతుకు చిన్న వయసు నుండి దేవుణ్ణి గుర్చి చెప్పి ఉంటాడు ఇస్రాయేలే దేవుడే నిజమైన దేవుడు గొల్యాత్ లాంటి వాడిని కూడా మహిమ కలిగిన దేవుడు ఒక్క రాయితో కింద కలిగిన శక్తి కలిగిన గొప్ప దేవుడయ్యా మన దేవుడని చెప్పి సమస్తము జరిగిన కార్యాలంతా వివరించి యోనా తాను తన కుమారుడైన మఫుభవిష్యత్తుకు చెప్పి ఉంటాడు ఈ లోకంలో ఎవరు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడన్న సత్యాన్ని మెఫిభవిష్యత్తుకు చెప్పి ఉంటాడు ఐదు సంవత్సరాల వరకు దేవుని చేత బోధింపబడిన వ్యక్తిగా ఈ మెఫిభవిష్యత్ పెంచబడ్డాడు తన తండ్రి అయిన యోనాతానుతో వాక్యము ద్వారా పెంచబడ్డాడు తన తండ్రి అయిన యోనాతాను యొక్క వాక్యం దేవుని గుర్చిన విశ్వాస వైరాగ్యపు వాక్యం అతనిలో జీవానిచ్చింది ఆ వాక్యమే ఇరవై సంవత్సరాల పైబడిన కాలంలో ఉన్న అతని జీవితం వేదనతో కృంగిపోయి కన్నీరుతో ఉన్న అతన్ని తిరిగి రప్పించింది దీనంతటికి కారణం తండ్రి అయిన యోనా తన యొక్క భక్తి వైరాగ్యం దేవుని పట్ల అతనుకున్న విశ్వాసం వైరాగ్యం అతని కుమారికి నేర్పించాడు కాబట్టి ఆ విశ్వాస వైరాగ్యంతో మెఫిభవిష్యత్ యొక్క జీవితంలో కూడా నాకు ఒక నిరీక్షణ నా దేవుడు చేయడా నాకు ఒక అద్భుతాన్ని నా దేవుడు చేయడానికి ఒక నిరీక్షణ ఎక్కడో ఒక వ్యక్తిని తిరిగి రాజభవనానికి తీసుకువచ్చింది అద్భుతాన్ని చేసింది ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో నా దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఈరోజు నీ పరిస్థితులను గురించి ఆలోచన చేయబాకు రేపు అన్నది మనకు ఉంది ఏ క్షణంలో ఎప్పుడైనా సరే మన జీవితంలో ఒక మలుపుని తీసుకొని వచ్చే గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నామనేది మర్చిపోకండి అల్లే లోయా ఈ మెఫుభవిష్యత్ యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు నాకు నా జీవితమే నాకు గుర్తుకొస్తుంది ఎందుకో తెలుసా నా ప్రారంభ స్థితి ఉల్లిపాయలు అమ్ముకుంటూ ఒక్కొక్క గ్రామం వీధి వీధులుగా తిరుగుతూ నా జీవితంలో ముప్పై నలభై రూపాయల కొరకు కడుపుడు ఆహారం కొరకు నేను పడ్డ శ్రమలు కష్టాలు ఇంత అంతా కాదు అన్ని వేదనలు అవమానాలు నిందలు మోయబడిన జీవితం నాది కనీసం త్రాగడానికి నీళ్లు అడిగితే ఎక్కడ నా చేయి తగులుతుందో అని చెప్పి ఈ దరిద్రుని యొక్క జీవితంలో నా రూపం నా వేదనకరమైన పరిస్థితిని చూసి నన్ను నా చెయ్యి ఎక్కడ పడిపోతుందని చెప్పి చెంబు కింద చెంబు పెట్టి నీళ్ళిచ్చిన ఆ యొక్క వేదన కార్యాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి దాహం కొరకై నేను పడ్డ భేదంలో కన్నీట్లు ఇంత అంతా కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా అంతటి వేదనకరమైన జీవితాన్ని జీవించిన నా బ్రతుకులో ఎప్పుడైతే దేవుని చూపు నా పైన పడ్డదో ఎప్పుడైతే నా మహా గొప్ప దేవుని యొక్క ప్రసన్నత నా పైన పడ్డదో ఆయన చూపు పడింది నా లైఫ్ మారింది నా జీవితాన్నే మార్చేశాడు నా దేవుడు అందుకే నేను అంటుంటాను ఈ మెఫిబేషత్తును నేను పరిశీలన చేస్తున్నప్పుడు నన్ను నేను చూసుకుంటున్నాను నిజమే దేవుడు ఏ క్షణంలో అయినా సరే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఏ గంటలో అయినా సరే దేవుడు మార్చేయబోతున్నాడు మారుస్తాడు మార్చగలడు మెఫిబేషత్ యొక్క జీవితాన్ని అదేవిధంగా మార్చాడు నా జీవితాన్ని అదేవిధంగా మార్చాడు ఎక్కడో ఉల్లిపాయలు అమ్ముకుంటూ బ్రతికిన నా బ్రతుకుని ఈరోజు ప్రపంచానికి మహిమ కలిగిన సేవకుడుగా దేవుడు గణపరిచి ఆశీర్వదించాడంటే ఒక సాధారణమైన విషయం కాదు ఇప్పటికీ నన్ను నేను పరిశీలన చేసుకుంటూ ఉంటాను చాలా సమయాల్లో నన్ను నేను ఊహించుకుంటూ ఉంటాను నేనేనా ఏ విధంగా మొఫిబోషేతు రాజ బల్ల దగ్గర కూర్చొని తన కాలం చూసుకుంటూ నేనేనా కొన్ని గంటలకు ముందు నా పరిస్థితి ఏంటి ఈ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి తను తను పరిశీలన చేసుకున్న మెఫిబోషత్ వలె నా జీవితాన్ని కూడా నేను పరిశీలన చేస్తున్నాను కొద్ది రోజుల వరకు నా జీవితం ఏంటి ఇప్పుడు నా జీవితం ఏంటి నా బ్రతుకులు నేను పడ్డ వేదనలు కన్నీళ్ళు ఎంత భయంకరమైనవి నేను అనుభవించిన శ్రమలు ఎంత వేదనలు ఈరోజు నా పరిస్థితి ఏంటి నన్ను నేను పరిశీలన చేసినప్పుడు నాకేనా ఈ స్థాయి అని చెప్పి దేవుని స్థుతిస్తూ ఉన్నాను దేవుని కణపరుస్తూ ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ప్రపంచానికి ఒక మహిమ కలిగిన ఒక సేవకుడుగా దేవుడు ఎత్తి తన యొక్క హస్తం చేత బలపరిచి నిలబెట్టున్నాడంటే అది ఆయన చూపు నా పైన పడడం వల్ల మన క్రియల వల్ల మన యొక్క త్యాగం వల్ల జరిగేది కాదండి ఆయన మహా గొప్ప కృప ఆయన చూపు మన పైన పడ్డదే అందుకే ఆశీర్వాదం ఈ టీవీ కార్యక్రమాల ద్వారా ఈరోజు ప్రపంచానికి దేవుడు ఈరోజు నిలవబెట్టున్నాడంటే ఇంత గొప్ప ఆశీర్వాదకరంగా ఎంతో ఉన్నతమైన అధికారులు కూడా ఈరోజు ప్రార్థనల కొరకు చేతులు కట్టుకుని నా ముందర నిలబడుతున్నారంటే ఈ ఉల్లిపైన అమ్మిన ఈ వ్యక్తి కొరకు దేవుడు చూపిన మహాకరికరం ఎంత గొప్పదో అని చెప్పి నన్ను నేను నా దేవునికి గణపరిచి ముఫ భవిష్యత్తు యొక్క జీవితాన్ని నేను కూడా నా జీవితాన్ని కూడా పరిశీలన చేస్తున్నప్పుడు నిజమే మెఫిభవిష్యత్ యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు నా జీవితాన్ని మార్చాడు అదే దేవుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ జీవితాన్ని మార్చగలడని నిత్యముగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఇంతగా గొప్పగా ఆశీర్వించబడ్డాడు చూసారా ఎరుషలేం అనే సంతోషం సమాధానముతో రాజ్య అధికారముతో రాజవంశీయుడిగా పుట్టిన మెఫిబోషత్ యొక్క జీవితం తన ఐదవ సంవత్సరంలో ఒక భయంకరమైన మలుపు అతని లైఫ్లో చేంజింగ్ జరిగింది ఫిలిస్తీన్లకు భయపడి ఎక్కడ మెఫిబోషత్తును చంపేస్తారని చెప్పి దాది దగ్గర ఇచ్చి ఎట్లయినా కాపాడమని చెప్పినప్పుడు పరిగెడుతున్నప్పుడు తన కాళ్ళు కింద పడి అవిటికాలుగా మార్చబడి ఆ తర్వాత అతని జీవితం యురశైలము నుండి ఎండిన నేల అయిన లోదేవారు ప్రాంతానికి కొనుపోబడి మాకీరింటి దగ్గర దాసుడిగా పిడికడు అన్నం కోసం ఎంత వేదన పడ్డాడు ఎంతగా కష్టపడి అవమానాలు ఎదుర్కొన్నాడు ఇరవై సంవత్సరముల కాలము వరకు సుమారు ఇరవై సంవత్సరముల కాలమును బట్టి వేదన అనుభవించిన అతని యొక్క జీవితం నా దేవుడు తిరిగి ఎరుషలేమునికి రప్పించాడు ఎండిన నేలలో ఉన్న అతని బ్రతుకిని మేతలేని స్థలములో ఉన్న అతని బ్రతికిని తిరిగి సమాధాన స్థలములోనికి సంతోషకరమైన స్థలములోనికి ఎరుషలేమునికి రప్పించాడు రాజ బల్ల యుద్ధ భోజనం చేసే మహాఘనతను పొందాడు అతను కోల్పోయిన రాజవంశుడనే ఘనతను పొందుకున్నాడు అతను కోల్పోయిన సౌలు యొక్క సమస్త భూమిని తిరిగి అతనికి పొందుకున్నాడంటే ఇంత గొప్ప అద్భుతాలు అతని జీవితంలో జరిగాయంటే దీనికి మరొక కారణం ఉందండి వాక్యంలో మనం చూస్తున్నాం దావిదంటాడు కదా యోనాతానును బట్టి సౌలు యొక్క కుటుంబంలో నేను ఉపకారం చేయడకు ఎవరైనా మిగిలి ఉన్నారా ఎవరిని బట్టి ఎవరిని బట్టి యోనాతానును బట్టి ఎందుకు యోనాతానుకు దావీదుకు మధ్య ఇంత రిలేషన్షిప్ ఇంతగా ఒక ఐక్యత ప్రేమ వీరిద్దరి ఇంతగా స్నేహంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే వాక్యలో చెప్పబడుతుంది దావీదు యోనాతాను దేవుని యొక్క సన్నిధిలో నిబంధన చేసుకున్న వ్యక్తులు వారి ఇద్దరి హృదయం ఒక్కరిగా భావించారు వారి ఇద్దరు దేవుని యొక్క సన్నిధిలో ఎదిగారు వారి ఇద్దరి యొక్క హృదయం ప్రాణానికి ప్రాణంగా ఒకరంటే ఒకరు ప్రాణానికి ప్రాణంగా జీవించారు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ ప్రేమ ఈ ప్రేమ దావిది యొక్క హృదయంలో కార్యం చేసింది అందుకే అతని యొక్క కుమారుడైన మఫుభవిష్యత్తుని ఎక్కడో లోదేబార్లో ఉన్న వ్యక్తిని తిరిగి రప్పించేటట్లు చేసింది ఈరోజు నా ముఖ్య అంశానికి వస్తున్నాను అదేవిధంగానే క్రీస్తు యేసు యొక్క ప్రేమ క్రీస్తు యేసు యొక్క ప్రేమ ఈరోజు ఎక్కడో ఉన్న మన బ్రతుకుల్ని వెతికి వచ్చి మరి మనల్ని పిలిపించి మరి మనల్ని రాజవంశీయులుగా చేసి ఉంది అలెలోయా ఎక్కడో అంధకారంలో ఎక్కడో పాపంలో బ్రతికిన మన జీవితాలు అసలు ఆ దేవునికి మనకు సంబంధం లేని బ్రతుకు బ్రతికిన మన జీవితాల్ని నా దేవుడు తిరిగి రప్పించి మరి రాజవంశీయులుగా రాజకుమారులుగా అధికారం ఇచ్చాడు ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చింది క్రీస్తు యేసు ద్వారా అందుకే వాక్యంలో చెప్పబడుతుంది ఎపేసీలో రెండు పదమూడు చెప్పబడుతుంది మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు రక్తము వలన సమీపస్తులయ్యన్నారు మునుపు దూరస్థులమైన మన జీవితాలు క్రీస్తు యేసు యొక్క రక్తము వల్ల ఎందును బట్టి మనకు ఈ గౌరవం వస్తుంది ఎందును బట్టి ఈ ఉల్లిపాయలు అమ్మిన వ్యక్తిని ఈరోజు సేవకుడనే ఘనతను ఒక మహా గొప్ప రాజరికి అధికారాన్ని దేవుడిచ్చాడంటే ఇది నా వల్ల వచ్చిన కార్యం కాదయ్యా క్రీస్తు యేసు యొక్క రక్తం మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసు యొక్క రక్తము వలన దేవునికి సమీపిస్తులైరే తండ్రి అయిన దేవుడు సర్వశక్తుడైన దేవుడు అల్ఫాయి ఉమేగాగా ఉన్న దైవం ఉన్నవాడు నన్ను వాడునై ఉన్న దైవం ఏ హోవా అనే నామం కలిగిన నా దేవుడు ఈరోజు మనం అంతగా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో తెలుసా క్రీస్తు యేసును బట్టి మునుపు దూరస్తులైన మన జీవితాన్ని క్రీస్తు యేసు రక్తం ఆయన శిలువ రక్తం తండ్రికి దగ్గరగా సమీపంగా మనల్ని చేర్చింది దావీదు యోనాతానును బట్టి మఫ్యబేషేతును ఆశీర్వదించింది నిజమైతే నా తండ్రైన దేవుడు యేసుక్రీస్తును బట్టి ఆయన శిలువ మరణమును బట్టి ఆయన శిలువ త్యాగమును బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన మన కొరకు తలపైన ముళ్ళ కిరీటం కాళ్ళు చేతుల్లో చీలతో కొట్టబడి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బల చేత శరీరం అంతా చీల్చబడి రక్తం రక్తం కారుతూ ఉన్న తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడే ఆ ప్రేమను బట్టి క్రీస్తు యేసు యొక్క రక్తమును బట్టి దూరస్థులమైన మనల్ని దేవునికి సమీపస్తులుగా చేసింది క్రీస్తు ప్రేమ ఆ క్రీస్తు ప్రేమను ప్రకటించడానికే ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితాల్ని మార్చేది క్రీస్తు ప్రేమ మన బ్రతుకులు మార్చేది క్రీస్తు ప్రేమ ఎండిన నేల వలె ఉన్న మన బ్రతుకుల్ని నీటి ఊటలుగా చేసేది క్రీస్తు ప్రేమ అరణ్యము వలె ఉన్న మన బ్రతుకుల్ని నీటి మడుగులుగా మార్చేది క్రీస్తు ప్రేమ మునుపు దూరస్థులమైన మన జీవితాల్ని నా దేవుని యొక్క రక్తం క్రీస్తు యేసు యొక్క రక్తం దేవునికి సమీపస్తులుగా మార్చింది ఆయన రక్తం విలువైన రక్తం ఏసయ్య రక్తం నా ప్రియ సహోదరి సహోదరుడా అదే యేసు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి ఈరోజు ఆశపడుతూ ఉన్నాడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో ఒక అద్భుతం కావాలా ఇప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ప్రార్థన చేద్దామా ఆకాశమును భూమిని సృష్టించిన అయిన మా దేవ నజరుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నానయ్యా యోనాథానును బట్టి మెఫిభవిష్యత్ యొక్క జీవితం ఆశీర్వదించబడింది వాస్తవమైతే క్రీస్తు యేసును బట్టి నా తండ్రి అయిన దేవా మమ్మల్ని అందరిను ఆశీర్వదించే గొప్ప దేవుని మేము ఆరాధిస్తున్నాం కాబట్టి మా బ్రతుకులను కూడా ఎండిన నేల వలె ఉన్న మా బ్రతుకుల్ని అరణ్యపు వేదనతో జీవిస్తున్న మా బ్రతుకుల్ని తిరిగి ఎరోషలేమనే సంతోషం సమాధానం కలిగించే మహిమ కలిగిన మహిమ కలిగిన స్థలంలోకి మమ్మల్ని దగ్గరకు చేర్చింది మీ సిలువ రక్తం వేసయ్యా మీ సిలువ త్యాగం వేసయ్యా మునుపు దూరస్తులైన మా జీవితాల్ని మీ రక్తము ద్వారా తండ్రికి దగ్గరకు చేర్చింది మీ సిలువ ప్రేమ మీ సిలువ రక్తం ఆ సిలువ ప్రేమ సిలువ రక్తము చేత ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మెఫీబర్షత్ యొక్క జీవితంలో మలుపును కలుగు చేసినట్లు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితం మలుపు కలుగునుగాక ఆశ్రయించబడుదురుగాక క్రీస్తు యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె